నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలో లాంఛనీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను సర్వము నీకే అర్పణగా అతి కాంక్షణీయుడా దివ్యమైన రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే అర్పణగా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే శిథిలమై పోలికగా మార్చినావే నాయసయా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే అలసిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై ఫలపరచితివి నాయసయ్యా అలసిపో నిత్యమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీ ఎన్నలేని నీ ప్రేమ ఎన్నలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లిని